తీస్ మార్ ఖాన్ అలాగే ఆగస్ట్ నైన్టీన్త్ మీ ముందుకు రాబోతున్నారు సో నాకు మీ ఆశీర్వాదం కావాలి చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం అంటే ఆల్రెడీ చేశాను బట్ ఇలాంటి కాప్ అంటే ఒక పోలీస్ కాపు అలానే రౌడీ కాప్ ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎందుకంటే నైన్టీన్ నైంటీ సిక్స్లో నాన్నగారి police story super duper hit అయింది ఇంకా నాకు ఆ రోజులు గుర్తున్నాయి మా ఫ్యామిలీకి అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నాన్నగారికి కూడా అది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు చాలా ఎక్సైటింగ్ ఉంది మీ ఆశీర్వాదం కావాలి అలాగే అగ్ని అగ్ని ఆశీర్వాదం కూడా నాకు కావాలి నైంటీ సిక్స్ నాకు ఇప్పటికీ గుర్తు పోలీస్ స్టోరీ రిలీజ్కి మామూలు టెన్షన్ కాదు నేను యాక్చువల్గా చాలా టెన్షన్తో బెంగళూరు నుంచి చెన్నై వెళ్ళిపోయాను చెన్నై వెళ్ళిపోయి just waiting for the result అనమాట మా తమ్ముడు ఉండిపోయాడు అక్కడ వీడు ఇంకా అప్పుడు ఐ థింక్ ఎయిటీ సిక్స్లో పుట్టాడు కదా ఇప్పుడు టెన్ ఇయర్స్ బాయ్ అది అప్పుడు టెన్ ఇయర్స్ బాయ్ సో మేమంతా మెడ్రాస్లో ఉన్నాం సో అయ్యప్ప మార్నింగ్ షో చూసి బాబు సూపర్ హిట్ అని ఫోన్ చేశాడు ఇంకా అక్కడి నుంచి ఫుల్ ఎక్సైట్మెంట్తో మేమందరం కలిసి బెంగళూరు వెళ్ళడం ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికి కారణం మీరే అటు thanks to Karnataka at the same time thanks to మీ అందరికీ మన వాళ్ళందరూ ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళందరికీ ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ వీళ్ళందరూ ఎంతో పెద్ద హిట్ చేశారు అలాగే ఈరోజు అదే ఎక్సైట్మెంట్ అదే భయం నాకు కూడా ఉంది కానీ తీసుమార్ కాను కొంచెం టెన్షన్ గానే ఉంది ఉన్నాడు టెన్షన్ నేను ఇంత ఓపెన్ గా వచ్చి రిలీజ్ ముందు మాట్లాడలేదు బాబు నువ్వేమో నా టెన్షన్ వదిలే Teesmaar so very happy so August nineteenth Teesmaar Khan మీ ముందుకు వస్తుంది ఇప్పుడు ఆ ముచ్చట్లు ఆ సినిమా గురించి ఆ మెమరీస్ అన్నీ ఇప్పుడు తీస్మార్ ఖాన్తోనే పంచుకోబోతున్నాను so don't miss Teesmaar Khan on August nineteenth in theatre fire Teesmaar కలవడం <laughs> అగ్నికి చాలా ఆనందంగా ఉంది తీస్మార్ ఖాన్ కూడా అగ్నిని కలవడం <laughs> చాలా ఆనందంగా ఉంది ఓకే ఇప్పుడు నేను as a child artist start అయ్యాను I was waiting for big break అనమాట so police story happen David కథ చెప్పడం నేను వినడం ఆ విన్న తర్వాత తిల్లర్ మంచుతో నాకు ఆల్రెడీ పరిచయం అనమాట ఇప్పుడు లాక్అప్ డెత్ సినిమాకి సో అక్కడ పరిచయం అయ్యాము పోలీస్ స్టోరీ కూడా నేను కాదు హీరో నీకు తెలుసుగా సో చాలా మంది అనుకున్నారు ఫైనల్ గా డెస్టినీ నాకు ఆ వేషం రావడం నేను అగ్నిగా ఫిక్స్ అవ్వడం నేను అగ్నిగా చేయడం సో నాకు అదొక ఒక హిస్టరీ సో స్టిల్ నువ్వు as it is police story నీకేం గుర్తుంది నువ్వు మెడ్రాస్లో సూపర్ హిట్ టాక్ వచ్చింది గుర్తుందా మనం వ్యాన్లో వెళ్ళాం గుర్తుంది బెంగళూరు మనం పోలీస్ స్టోరీ హిట్ టాక్ వచ్చింది సడన్ గా నువ్వు ఎక్సైట్మెంట్ లో ఫోన్ చేసి మమ్మల్ని అందరూ బయలుదేరి రమ్మన్నావు కలిసి కలిసి అవును అయ్యబాబు ఫోన్ చేసినట్టున్నారు అసలు నువ్వు మిస్ అయిపోతున్నావు రా రా రా సాయి అసలు విజిల్స్ గోల మామూలుగా లేదని చెప్పారు సో అందరం కలిసి ఫ్యామిలీ అందరూ వెళ్ళాము మెయిన్ థియేటర్లో సినిమా చూసాం అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ అంటే ఒక మాస్ మాస్ సినిమా థియేటర్స్లో ఎందుకు చూడాలో అనే కారణం police story I think it's one of అంటే థియేటర్స్ కల్చర్ చాలా సినిమాలు hmm. వచ్చాయి కానీ ఇది first of it's kind heroine లేదు సాంగ్స్ లేదు కామెడీ లేదు అవుట్ అండ్ అవుట్ ఒక పోలీస్ కథ పక్క మాస్ కదా పక్కా డైలాగ్స్ hmm. hmm. ఇప్పుడు అదే ఫీల్ తీస్మార్ uh, ఖాన్ కి వచ్చింది పక్కా mass elevations student rowdy and police so basic గా తీస్మార్ ఖాన్ నిన్ను ఎలా ఎక్సైట్ చేసింది ఎవరు ఫస్ట్ కథ ఎవరు చెప్పారు నీకు ఫస్ట్ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు తిరుపతి రెడ్డి గారితో ఒక సినిమా చేయాలి నేను hmm. అంటే సినిమా కమిట్ కమిట్మెంట్ ఉండింది సో hmm. ఆయన ఈ కథ వినమన్నారు సో hmm. నేను ఈ కథ విన్నాను విని వెంటనే నాకు out and out commercial cinema చేసి చాలా రోజులైంది ఓకే అంటే ఒక ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా థ్రిల్లర్స్ కానీ చిన్న రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కానీ కొంచెం మంచి కంటెంట్ ఇలాంటివి వెళ్తున్నాను బట్ ఇందులో నాకు ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక action out and out commercial film ఒక కమర్షియల్ బ్రేక్ ఒక హీరో కావాలని అందరూ వెయిట్ చేస్తుంటారు సో అలాంటి కమర్షియల్ ఫిలిం ఒకటి మంచిది పడితే బాగుంటుంది అనుకున్న టైంలో ఈ కథ నాకు చెప్పడం ఈ కథలో నాకు బాగా నచ్చింది ఎమోషన్ ఓకే బట్ చూస్తుంటే మాకు ఎంటర్టైన్మెంట్ గా ఉంది ఎమోషన్ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడో చోట ఆ నరిచావు అవును అవును అదొకటి అనిపించింది నాకు ట్రైలర్ లో నేను కూడా అందరిలాగే థియేటర్ లో చూడాలని ఉన్నాను నువ్వు ఎలా నా పోలీస్ స్టోరీ నువ్వు ఎలా నా పోలీస్ స్టోరీ వచ్చి థియేటర్ లో చూసావో నేను కూడా నీ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడాలి నువ్వు నన్ను చూడమని అడిగావు <laughs> మీ డైరెక్టర్ నన్ను చూడమని అడిగాడు మీ ప్రొడ్యూసర్ hmm. గారు నన్ను చూడమని అడిగారు but still I want see అందరితో పాటు hmm, hmm. అందరితో పాటు నేను కూడా చూడాలని వెయిట్ చేస్తున్నాను సో ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కనిపించింది డైలాగ్స్ లో గానీ ఏదో గిల్కింగ్ అన్నావు ఫైర్ ah, అన్నావు ఏదో ఇప్పుడు నమ్ముతారని చెప్పి ఏదో ఇలా ఏదో కాల్చావు సో డిఫరెంట్ గా ఉంది ఎంటర్టైన్మెంట్ నాకేమో ఒక పవన్ కళ్యాణ్ <laughs> గబ్బర్ సింగ్ చూసినట్టుంది సో ah, ah. అసలు ఏంటి ఎమోషన్ అంటున్నావు ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో పాటు వాట్ ఎమోషనా మెయిన్ ఫస్ట్ రీలే సినిమా ఫస్ట్ రీలే ఓపెనింగ్ అనే ఒక ఒక ఎమోషన్ హుక్ అవుతారు కథ అక్కడి నుంచి మనం సరదాగా అమ్మ అంటే మళ్ళీ నాకు బాగా అమ్మ సెంటిమెంట్ ఇప్పుడు అమ్మ సెంటిమెంట్ అది universal mother is mother so అమ్మ సెంటిమెంట్ సినిమాలు ఇంతవరకు ఏవి కేజీఎఫ్ కూడా తీసుకుంటే ఇంత పెద్ద హిట్ అవడానికి కారణం వెనకాల ఒక తెలియని అమ్మ అమ్మ ఫీల్ ఉంది ఇందులో అమ్మ సెంటిమెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే సో రెగ్యులర్ అమ్మ సెంటిమెంట్ లా ఉండదు ఎందుకు అమ్మ ఎలా అమ్మయింది ఎందుకు అమ్మయింది అనే దాని మీద మనం ఓపెన్ చేస్తే అక్కడి నుంచి వీడు వీడికి వీడే తీస్మార్ ఖాన్ అని పేరు పెట్టుకోవడం ఓ తీస్మార్ ఖాన్ నీకు సెపరేట్ గా పేరు సెపరేట్ గా లేదు సో తీస్మార్ ఖాన్ నువ్వే పెట్టి నేనే పెట్టేసుకుంటా నన్ను అడుగుతారు నీ పేరు ఏంటి అంటే తీస్మార్ ఖాన్ నాకు మా అమ్మ నాన్న సాయి కుమార్ అని పేరు పెట్టినా మీరందరికి మీ అందరికి నేను సాయి కుమార్ గా పరిచయం అయినా జనం నాకు అగ్నిని పెట్టేశారు so Agni has become my name now అలాగే నాలుగో సింహం నాకు అదొక నిక్ నేమ్ అయిపోయింది అలాగే రేపటి నుంచి నీకు ఆఫ్టర్ ఆగస్ట్ నైన్టీన్ తీసుమార్ అని కూడా ఒక విషయం తెలుసా నీకు పోలీస్ స్టోరీ కూడా నైన్టీన్తే కానీ మంత్ మారింది అంతే నైన్టీన్త్ రిలీజ్ అయింది తెలుగులో I think December nineteenth so పెద్ద హిట్ అయింది లేదా ఆగస్ట్ నైన్టీన్త్ గుర్తు రావట్లేదు ఆగస్ట్ నైన్టీన్త్ కాదు December August sixteenth original release అయింది పోలీస్ స్టోరీ ఒరిజినల్ ఆగస్ట్ లో రిలీజ్ అయింది సో తీసుమార్ ఆగస్ట్ లో రిలీజ్ అవుతుంది సో నీకు అది కథ ఎవరు చెప్పారు నీకు కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్ తను కళ్యాణ్ పరిచయం ఉందా పరిచయం అంటే ఒక రెండు సార్లు పరిచయం ఉంది కలిసాం అలా అలాగా తను ఒక నాటకం ఒక సినిమా చేశాడు నాటకం మంచి సినిమా చాలా మంచి పేరు వచ్చింది డైరెక్టర్ ఓకే సో దాని తర్వాత సుందరి అని ఒక సినిమా వచ్చింది అది ఒక పూర్ణ గారు ఇందే ఒక లేడీ లేడీ ఓరియంటెడ్ ఒక మంచి కంటెంట్ తో చేశాడు ఓకే ఓకే సో నాకు సాయి కార్తిక్ అన్న బాగా పరిచయం సో సాయి కార్తిక్ అన్న ఈ కథ చాలా బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ గా ఉంటుంది ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది అని చెప్పారు సో విన్నాను వినిన వెంటనే బాగా నచ్చింది బాగా నచ్చి అంటే దీనికి ఒక మంచి స్పాన్ ఉంది కథకి అంటే బాగా ఖర్చు పెట్టాలి సో దానికి తిరుపతి రెడ్డి గారు సపోర్ట్ ఉండడం ఫస్ట్ ఒక ఫోటో షూట్ చేసాం నాన్న ఆ ఫోటో షూట్ లో అగ్ని అగ్ని ఫస్ట్ ఒక ఫోటో షూట్ చేసాం ట్వంటీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఒక ఫోటో షూట్ చేసాం అగ్ని hmm. సో ఆ ఫోటో షూట్ లో నాకు కళ్యాణ్ చాలా కొత్తగా ప్రెసెంట్ చేశాడు అనిపించింది ఓకే ఆ స్టిల్స్ కానీ ఫస్ట్ ఒక సిగార్ ఉంటుంది ఆ సిగార్ లుక్ చాలా ఇంపార్టెంట్ ఆ లుక్ని కొంచెం ఒకసారి కొంచెం కొత్తగా ప్రజెంట్ చేస్తానని చెప్పి చేశాడు ఆ ఫోటో షూటే మేము షూటింగ్లా చేసాం ఓకే ఆఫ్రికన్స్ గీఫ్రికన్స్ పెట్టి నంబర్ ఆఫ్ గన్స్ గిన్స్ అన్ని వాడి పోలీస్ జీప్ అంతా కొంచెం కొంచెం హడావిడిగా చేసాం అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓకే అప్పుడు నాకు స్టిల్స్ పంపాడు పంపిన వెంటనే ఎక్సైట్ అయ్యాను ఎక్సైట్ అయ్యి లేదు తిను దీనిలో డైరెక్టర్లో చిన్న స్టఫ్ ఉంది అనిపించింది నాకు కళ్యాణ్ నన్ను బాగా ప్రజెంట్ చేశాడు I was excited so shooting first day వెళ్ళాం first three four shots intro సీనే ఫస్ట్ డే తీసాం so okay Kalyan director Tirupati Reddy garu చాలా ప్యాషనేట్ గా ఈ సినిమా తీయాలనుకున్నారు డైలాగ్స్ hmm. hmm. uh, ఎవరు రాశారు Kalyan Kalyan screenplay Kalyan Kalyan so direction ఆయన ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ బాలరెడ్డి గారు బాలరెడ్డి గారు బాగున్నాయి విజువల్స్ అని చాలా బాగున్నాయి and I think re recording నాకు పోలీస్ స్టోరీకి సినిమా అంతా అయిన తర్వాత సాధు కోకిల hmm, బాం బాం బాం బాం బాం బాం బాం బాం అనగానే నా ఎంట్రీ మామూలుగా అది ఇప్పటికే జనం అది ఆ మ్యూజిక్ వస్తే కనెక్ట్ అయిపోతారు అలాగా ఐ థింక్ థీమ్ మ్యూజిక్ చేశాడు సాయి కార్తిక్ సో రెండు రీ తో థీమ్ మ్యూజిక్ అదిరిపోయింది సో థీమ్ మ్యూజిక్తో తెలియకుండా అది థియేటర్కి ఏంటంటే ఈరోజు జనం చాలా ఇంటెలిజెంట్ అయిపోయారు because they themselves are making movies short films అని దే వాళ్ళే రివ్యూస్ రాసేస్తున్నారు సో hmm. hmm. ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న జనరేషన్కి ఇప్పుడున్న థింకింగ్కి ఇప్పుడున్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి సో తీస్మార్ ఖాన్ ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నావు తప్పకుండా మా అన్నిటికీ మంచి రెస్పాన్స్ వచ్చిందన్న టీజర్స్ కానీ ట్రైలర్కి కానీ ట్రైలర్ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు చాలా చాలా బాగుంది చాలా బాగుంది అంటే కొంచెం కమర్షియల్గా ఉంటూ Hmm. ఏదో దాచారు ఏదో ఉంది అనే ఫీలింగ్ hmm. అయితే జనాల్లో ఉంది అండ్ చూసిన వాళ్ళందరూ కూడా ఇన్ఫాక్ట్ మన ఫ్యామిలీ వాళ్ళు కూడా నా మన సినిమా ఇండస్ట్రీ సర్కిల్ లో కూడా నాకు చాలా మంది కాల్స్ చేశారు hmm, సినిమా గురించి చెప్తూ చాలా పాజిటివ్ గా ఉంది పాజిటివ్ గా ఉంది అని సో హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడుండే జనాలకి ఏంటి ఇష్టం నచ్చేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలివేషన్స్ నా మంచి మంచి ఎలివేషన్స్ ఉన్నాయి ఇందులో హీరో క్యారెక్టర్ ఎప్పుడు తీస్మర్ ఖాన్ మధ్య మధ్యలో నానా నానా అంటున్నావు అగ్ని <laughs> కొంచెం <laughs> అగ్నిని మర్చిపోతుంది ఓకే ఓకే సో అగ్ని మరి ఏదో కూల్ గా ఉన్నాడు గాని అగ్ని నూరు తప్పులు చేసేంత వరకు సహించు వరకు నువ్వు నూరు సార్లు నాన్న అన్నావంటే నీకు పనిష్మెంట్ <laughs> సో ఎలివేషన్ అన్నది ఎనీ మాస్ ఫిలిం నువ్వు ఆలోచించి మాస్ హీరోలు అందరినీ తీసుకో నీకు చిరంజీవి గారు అంటే కూడా చాలా ఇష్టం అంటే రజనీకాంత్ గారు కానీ సో ఆ మాస్ ఎలివేషన్స్ అమితాబ్ బచ్చన్ కానీ ఇవన్నీ ఏంటంటే రోజు నుంచే అలవాటు ఆ థియేటర్కి ఏంటంటే కామన్ ఆడియన్కి ఏమవుతుందంటే అగ్ని లాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలి అని వాడు ఫీల్ అయ్యాడు అలాగే రేపు తీస్మార్ ఖాన్ కూడా సోల్ ఉండి నీకు ఆ క్యారెక్టర్లో ఆ రీచ్ ఉండి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఉంది మదర్ది ఉంది అదే అని ఇవన్నీ రీచ్ అయిందనుకో వాడికి ఎలివేషన్ ఏమవుతుందంటే ఇంకా వాడిని తట్టుకోలేము వాడు ఆ క్లాప్సే కదా వాడు ఇంకా ఎమోషనల్ అయిపోతాడు సో దాన్ని చాలా ఇంపార్టెంట్ అది ఐ ఫీల్ డైరెక్టర్ ఇందులో ఎలివేషన్స్ నువ్వు చెప్పినట్టు బాగా తీసినట్టున్నాడు సో అది చాలా ఇంపార్టెంట్ సో బేసిక్గా ఇదేంటిది స్టూడెంట్ అంటావు రౌడీ అంటావు పోలీస్ అంటావు ఇప్పుడు నేనేమో స్టూడెంట్గా చాలా సినిమాలు చేశాను అప్పుడు పోలీస్ స్టోరీ టైంలో అలాగే రౌడీగా అదిరిపోయే సినిమాలు చాలా గుర్తుంది ఇంకోటి తెలియదేమో తీస్మార్ ఖాన్ కదా నేను ఒక సినిమాలో షౌకత్ అలీ ఖాన్ గుర్తుంది underworld underworld underworld Shaukat Ali Khan అలాగే ఇప్పుడు మలయాళంలో ఒక సినిమా అడుగుతున్నారు Shaukat Ali Khan IPS super so first entry police గా మలయాళంలో సో ఇవన్నీ ఏంటంటే మంచి మాస్ టైటిల్స్ కూడా తిస్మార్ ఖాన్ అన్నది బ్యూటిఫుల్ తెలియని ఒక కిక్ సో ఏంటి అసలు ఈ స్టూడెంట్ గొడవ ఏంటి రౌడీ గొడవ ఏంటి పోలీస్ గొడవ ఏంటి త్రిబుల్ యాక్షన్ కొంతమంది త్రిబుల్ యాక్షన్ అని అడుగుతున్నారు ఏంటది ఒకే క్యారెక్టర్ మూడు షేడ్స్ ఉంటాయి okay so rowdy student police ముందు రౌడీ ఏంటి సో అది మీరు చూడాలి <laughs> సో ముందు ఏంటి అనేది అది పక్కన పెడితే సో ఒకే క్యారెక్టర్ కి మూడు షేడ్స్ ఉంటాయి మూడు షేడ్స్ మూడు అవత అంటే మూడు షేడ్స్ తీసుకోవాల్సి వస్తుంది సర్కమ్స్టాన్సెస్ బట్టి పక్క క్యారెక్టర్ డ్రివన్ ఫిల్మ్ క్యారెక్టర్ ఎక్కడ కూడా క్యారెక్టర్ ఎక్కడ తగ్గదు యాటిట్యూడ్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది character the so it's character driven film అనమాట సో అందుకే తను వచ్చి టైటిల్ చెప్పి తీసి మార్కా అని చెప్పి స్టూడెంట్ రౌడీ పోలీస్ ఆ ట్యాగ్ లైన్ ఇవ్వడంతోనే so three shades in one man one man so student నువ్వే రౌడీ నువ్వే ఒకడే ఒకడే తీస్మార్ ఖాన్ తీస్మార్ నీకు పేరేం లేదు పేరే లేదు నా పేరే తీస్మార్ నేను పెట్టుకుంటాను అసలు మీ అమ్మని అడిగా ఎందుకు నాకు పేరు పెట్టలేదు అని మీ అమ్మ పేరు పెట్టే ఉంటుంది ఖాన్ దానికి ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంది చాలా బేసిక్ గా నాకు మా అమ్మంటే ఇష్టం ఉండదు ఓ అమ్మ ఇష్టం లేదా అదేంట్రా బాబు ఇక్కడేమో ఇంట్లో ఏమో అమ్మ నీకు ఇష్టం నేనంటే అప్పుడప్పుడు ఇష్టం ఉంటుంది కాదు కాదు మనమ్మ కాదు అదే చెప్తున్నా ఇంట్లో ఏమో ఓ మళ్ళీ నేను సినిమాలో అమ్మ ఇష్టం ఉంటుంది అంటున్నాను కరెక్టే అది ఓకే నేను అదే అంటున్నాను ఇంట్లో ఏమో రివర్స్ కదా అంటున్నాను అక్కడేమో నీకు అమ్మ అంటే ప్రాణం నాన్న అంటే కొంచెం టెన్షన్ సరే ఓకే మెయిన్ మ్యాటర్ అవుతాం దగ్గరికి రండి పోలీస్ స్టోరీలో హీరోయిన్ లేదు పాటలు లేవు మామూలు సాంగ్ అయినా కూడా ఉండొచ్చు కానీ హీరోయినే పెట్టలే పాటలు పెట్టలే రొమాన్స్ లేదు ఎంతసేపు duty duty duty duty duty duty Agni నువ్వేంట్రా అదిరిపోయే పాటలు పాయల్ రాజ్పుత్తు గోవాలో మొత్తం రెచ్చిపోయావు కొంచెం యూత్ ఇవ్వాలి కదా కాదు ఎలా ఉండింది ఆ ఫీల్ ఎలా ఉండింది నువ్వు పాయల్ అనగానే అయ్యావా <laughs> అరే బ్లష్ అవుతున్నాడండి తీసుమార్ ఖాన్ ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ చేయడం ఒక హీరోయిన్ hmm. అలాంటి ఛాలెంజింగ్ రోల్ hmm, చేయడం hmm, నాకు నిజంగా అమ్మాయి విషయంలో అలాగే నేను నెక్స్ట్ మా దయాల్ సినిమా మా కన్నడ సినిమాని ఇక్కడ రీమేక్ చేశారు మన అరవింద్ గారు వాళ్ళు అందులో కూడా చాలా అద్భుతంగా చేసింది అమ్మాయి సో పాయల్తో ఎలా ఉండింది how is the experience of working with Payal uh, hundred percent uh, Payal as a performer she very intense very good performer okay at the same time తనకి తెలియని యూత్ లో ఒక మంచి క్రేజ్ ఉంది సో ఆ రెండు మనం ఈ సినిమాలో పర్ఫెక్ట్ గా వాడామని నా ఫీలింగ్ తను పెర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంది అట్ ది సేమ్ టైం మా గోవా సాంగ్ నువ్వు చెప్పినట్టు అది అది కొంచెం అందరికి అందరికి బాగా రీచ్ అయింది ఆ సాంగ్ సో రెండు బ్యాలెన్స్ చేసాం అట్ ది సేమ్ టైం ఈ Goa song especially Goa song వస్తే we wanted it to be sensual yeah ఎలా ఉందంటే అది వల్గారిటీ లేదు అది మాత్రం రియల్ నా అంతఃపురంలో నా సాంగ్ అసలు ఏం గుర్తుకురాదు అవును వెరీ రొమాంటిక్ అవును మీది is more sensuous at the same time romantic at the same time no vulgarity అది చాలా ఇంపార్టెంట్ అవును అది ఐ థింక్ uh, ఎవరు choreographer Yusuf master okay so single card ఈ సినిమాలో సాంగ్స్ అన్ని కూడా యూసఫ్ మాస్టర్ చేశారు ఇంకో పాట ఏంటది సమయానికి ఇంకోటి ఇంకోటి కూడా ఇంకోటి పాప ఆగవే అది అది కాలేజ్ లో సాంగ్ అది కారుణ్య పాడాడు కదా అది కారుణ్య గారు పాడారు కారుణ్య వాజ్ ఎక్సైటెడ్ వావుకి వచ్చినప్పుడు చెప్తున్నాడు hmm, hmm, hmm. భలే సాంగ్ అండి అని అది బాగుంటుంది క్యూట్ సాంగ్ అది ఒక క్యూట్ సాంగ్ యా సో అదొకటి తర్వాత నెక్స్ట్ సో uh, యూసఫ్ ఎన్ని సాంగ్స్ టోటల్ గా సినిమాలో ఈ రెండు ఫైవ్ సాంగ్స్ ఫైవ్ సాంగ్ ఒక బిట్ సాంగ్ తో కలిపి ఐదు పాటలు ఐదు పాటలు బట్ ఏది కూడా మనకి గోవా సాంగ్ కూడా నీకు సాయి కార్తిక్ ఎన్నో సినిమా ఇది థర్డ్ ఫిల్మ్ థర్డ్ ఫిల్మ్ మేము ఆల్రెడీ నెక్స్ట్ మూవీ చేసాం బుర్రకథ చేసాం ఇది మా థర్డ్ ఫిల్మ్ మా కాంబినేషన్ సాయి ఏంటంటే నేను నీకు తెలియకుండా సాయికి ఫోన్ చేస్తుంటా బేసిక్ ఏంటంటే నేను పెద్ద ఇన్వాల్వ్ అవును నీకు తెలుసు ఐ థింక్ ఈ సెట్ కూడా ఒకసారి రెండు సార్లు వచ్చాను సెట్ లకు రాను నేను డిస్టర్బ్ చేయను but at the same time మన అనుకున్న వాళ్ళు సాయి ఉన్నాడు కదా సాయిని అడుగుతుంటారు సాయి ఏం చేస్తాడు ఫైనల్ గా సాయి చూస్తాడు రీ రికార్డింగ్ కోసం so Sai is also very excited చాలా బాగా వచ్చింది సార్ తప్పకుండా సినిమా మంచిది అవుతుంది మంచి సినిమా అవుతుంది అదికే మంచి మాస్ ఫిల్మ్ అవుతుంది సో సాయి సాంగ్స్ బాగున్నాయి సో రీ రికార్డింగ్ నువ్వు చెప్పినట్టు కొడిసినట్టున్నాడు సో గుడ్ అలాగే camera work is super editing ఎవరు ఎడిటింగ్ మణికాంత్ షార్ట్స్ చాలా బాగా ట్రైలర్ లోనే ఆ స్పీడ్ ఉంది సినిమా కూడా ఈ స్పీడ్ ఉందంటే ఇప్పుడు జనం ఏంటంటే దే వాంట్ దట్ స్పీడ్ ఇలాంటి సినిమాలకు స్పీడే ముఖ్యం సినిమా పోలీస్ స్టోరీ పరిగెడుతుంది అవునవునవును కాదు two hours fourteen minutes run time okay so correct గా లాక్ చేసాము తర్వాత సాయి కార్తిక్ మొన్న వావుకి వచ్చాడు వావుకి వచ్చినప్పుడు సెకండ్ hmm. హాఫ్ లో ఏదో ఒక సీన్ గురించి చెప్తున్నాడు నీ పర్ఫార్మెన్స్ గురించి hmm. ఏంటది పూర్ణతోనా లేకపోతే పూర్ణ గారితో ఒక ఒక ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది ఓకే ఎస్ అదొక ఛాలెంజ్గా పెట్టాడు కళ్యాణ్ దాని షాట్ కూడా సింగిల్ షాట్ అంటే సింగిల్ షాటే బట్ కొంచెం ఎమోషన్ ని హోల్డ్ చేసి చేయాలి గుర్తుందా గుర్తున్న పోలీస్ స్టోరీలో సింగిల్ లో <laughs> ముఖ్యంగా అమ్మ దగ్గర అవునవును అమ్మ దగ్గర ఆ సీను మేము చేసాం అమ్మా సత్యాధర్మ అనే పేర్లు ఎందుకు పెట్టామమ్మా ఈ పాపిస్టోళ్ళకి ఆ డైలాగ్ మొత్తం ఒక సింగిల్ షాట్ లో చేసాం అందులో ఏంటప్పుడు ఇది ఒరిజినల్ వేసాను నాకు అప్పుడు అతికించిన మీసం పోలీస్ స్టోరీ సో అతికించిన మీసం నేను ఎమోషనల్ గా షార్ట్ లో నీళ్లు పోసుకున్నాను ఆ మీసం ఊడిపోతుంది సడన్ గా పెద్ద షాట్ నేను మధ్యలో ఆ మీసాన్ని అతికించడానికి ప్రయత్నించాను కానీ కుదరలేదు కానీ ఒక్క చోట కట్ చేయాల్సి వచ్చింది అలాగా నువ్వు చెప్పినట్టు విత్ ఆల్ దిస్ ఎంటర్టైన్మెంట్ నువ్వు చెప్పిన మదర్ సెంటిమెంట్ ఇప్పుడు నువ్వు చెప్పిన ఎమోషను రెండు కనెక్ట్ అయింది అనుకో ఎందుకంటే ఎక్కడో తిరుపతి రెడ్డి గారు చెప్పడం చూశాను నేను మీ ప్రెస్ మీట్ లో సరే మన సినిమా ఎప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటాం బాగుంది అనుకుంటుంటాం ఫైనల్ గా నైన్టీన్త్ వాళ్ళు డిసైడ్ చేస్తారు but at the same time మనకు తెలిసిపోతుంది మన మనసుకి వీ కెన్ నో ఈ సినిమా బాగా వచ్చింది అనే ఫీల్ ఉంటుంది సో తిరుపతి రెడ్డి గారు చెప్తూ ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ ఏదో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది ఏదో ఒక చిన్న మీరు ఎక్స్పెక్ట్ చేయింది ఉంటుంది అంటున్నారు ఎందుకంటే థియేటర్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రొటీన్ సినిమాని యాక్సెప్ట్ చేయట్లేదు సో కంటెంట్ బాగుందంటే బ్రహ్మరథం పడుతున్నారు దానికి నిదర్శనం ఈ మధ్య కాలంలో హిట్ అయిన అన్ని సినిమాలు any language any language because today India మన Telugu cinema has become pan India movie అలాగే Indian cinema has become global movie so everywhere we are so happy that even Hollywood వాళ్ళు మన సినిమాలు ఇప్పుడు రాజమౌళి గారిని లాంటి వాళ్ళని ఇప్పుడు ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అయ్యాడు is one of the contender అంటే అంతకంటే ఇంకా ఒక ఎమోషన్ మనకు లేదు యాజ్ యాక్టింగ్ కమ్యూనిటీ మనంతా ఒకటే కులం ఒకటే కుటుంబం అందరూ ఎవరికి వాళ్ళు మనం ప్రేమించుకుంటాం ఉంటుంది రైవలరీ లేకపోతే ఇప్పుడు నువ్వు నాతో యాక్ట్ చేస్తేనే నేను I take it as challenge అది నా కొడుకు ఉండదు <laughs> తీస్మార్ ఖాన్ తీస్మార్ ఖానే అగ్ని ఉంటే అగ్ని అగ్ని ఆ ప్రొఫెషనల్ రైవలరీ uh, ఉండాలి సో విత్ ఆల్ దిస్ ఆ జనం ఎక్స్పెక్ట్ చేయింది ఉంటుందంటావా హండ్రెడ్ పర్సెంట్ జనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దాన్ని బ్రేక్ చేస్తాం బ్రేక్ చేస్తాం మంచి మంచి ట్విస్ట్లు టర్న్స్ ఉన్నాయి cinema okay okay so at the same time hmm. Sunil yeah మనకి బాగా ఫ్యామిలీ కావాల్సిన మనిషి at the same time wonderful characters చేస్తున్నాడు పుష్పతో టోటల్ గా మారిపోయాడు మొన్న నేను అతను అందులో ఆల్రెడీ అతను పోలీసు ఫుల్ బాటిల్ సో చాలా రోజుల తర్వాత మేము చేస్తున్నాం సో సునీల్ కూడా చాలా ఎక్సైటెడ్ గా చెప్పాడు సార్ చాలా బాగుంటుంది ఈ సినిమా అని so how was working with Sunil first of all Sunil అన్న చాలా థ్యాంక్స్ ఎందుకంటే మేము చాలా సార్లు కలిసాం ఆయన అది ఒకప్పుడు మర్యాద రామన్ షూటింగ్ లో ఉన్నప్పుడు నేను పక్కనే సుకుమారుడు షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ సరదా కలిసి మాట్లాడుకునే వాళ్ళం అదంతా ఆయన హీరోగా ఎన్నో సినిమాలు చేశారు మంచి comedian very good artist so ఆయనతో ఫస్ట్ టైం నాకు చక్రి అని ఒక క్యారెక్టర్ ఓకే లేదు లేదు మా మా ఫ్యామిలీ నేను పూర్ణ గారు సునీల్ అన్న పూర్ణ సో సునీల్ సో సునీల్ తో ఎలా ఉండేది సెటిల్ ఎలా ఉండేది చాలా చాలా సరదాగా మంచి అడ్వైస్లు ఇచ్చేవాడు మంచి senior also all rounder hero హీరోగా సూపర్ సక్సెస్ ఇచ్చాడు so so happy that he work with you yeah yeah but Sunil అన్న ఇందులో ఒక ఒక ఎపిసోడ్ చేశారు అది మీరు థియేటర్లో చూడండి ఓ అంతేనా సూపర్ సూపర్ ప్లస్ నేను I believe in that police story నాకెంత పేరు వచ్చిందో అందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అంతే పేరు వచ్చింది ప్రతి ఒక్కరికి అంతే బ్రేక్ వచ్చింది you take Satyaprakash you take అన్ని క్యారెక్టర్స్ బ్లాక్ టైగర్ ఇంకా జనం బ్లాక్ టైగర్ కోబ్రా ఈ పేర్లు ఏమి మర్చిపోలే సో అలాగే ఇందులో నీకు అదృష్టం ఏంటంటే ఇప్పుడు సునీల్ పూర్ణ గారు ఆవిడ wonderful actress wonderful first time Kalyan గారు ఆల్రెడీ పనిచేశారు ఓకే సో పూర్ణ గారితో చేయడం చాలా మంచి యాక్ట్రెస్ ఎలాంటి వేషం ఒక మంచి మంచి వేషం ఇంకా చెప్పట్లేదు చెప్పట్లేదు చెప్పవా చూడాల్సింది చూడాల్సిందే డోంట్ మిస్ ఓకే పూర్ణ గారు ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది విలన్స్ నాయనా కబీర్ సింగ్ ఠాకూర్ అనూప్ సింగ్ సో ఇద్దరు మెయిన్ విలన్స్ అనమాట ప్లీజ్ మార్క్ మొదలెట్టే సో అలాగే పోలీస్ స్టోర్ లో కూడా అంతమంది విలన్స్ చాలా మంది విలన్స్ ఉంటారు ఎప్పుడు రా ఒక హీరో ముఖ్యంగా పోలీస్ లాంటి క్యారెక్టర్ ఎలివేట్ అవ్వాలన్నా మాస్ లో వాడు చప్పట్లు కొట్టాలన్నా విలన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి you take all the films ఇప్పుడు కొంతమంది ఏమైపోయిందంటే మన సినిమాలు కూడా అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం విలన్స్ ను కూడా కామెడీ చేసేసి అది ఓకే కానీ విలన్ అన్నవాడు మాత్రం ఒక విలన్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలి సో దట్ థియేటర్లో రేపు ఫైనల్ గా వచ్చేటప్పటికి నువ్వు కొడుతూ ఉంటే ఎస్ కొట్రా కొట్టు అని వీడు ఫీల్ అవ్వాలి కూర్చున్న థియేటర్ లో కూర్చున్నవాడు సో అలాంటి విలన్స్ అందులో పవర్ఫుల్ మంచి పవర్ఫుల్ విలన్స్ ఎక్కడ కామెడీ విలన్స్ అలాగే లేదు ఓకే సో చాలా ఇంటెన్స్ గా ఉంటుంది వాళ్ళు సీరియస్ గా నువ్వే కామెడీ చేసినట్టున్నావు వాళ్ళతో <laughs> నువ్వే వాళ్ళతో జాలీగా ఆడుకున్నట్టు సో అది ఓకే అలాంటి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు at the same time so వీళ్ళిద్దరు అర్జున్ అని చెప్పి is also very good artist okay ఆయన కూడా వన్ ఆఫ్ ది మంచి క్యారెక్టర్ చేశారు సినిమాలో ఓకే ఇంకా మిగతా కమెడియన్స్ ఎవరైనా ఉన్నారా హేమంత్ హేమంత్ రేడియో మిర్చి హేమంత్ ఓకే సో తను నా పక్కనే ఉంటాడు ఇప్పుడు very good very good so తను అలా శ్రీకాంత్ అయ్యంగర్ గారు మర్చిపోయాను తను ఫస్ట్ టైం కలిసిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ మాట చెప్పింది ఏంటంటే I'm big fan of your father నాకు మీ డాడీ గారు అంటే మామూలు ఇది కాదు మనందరం కలిసి చేసాం కదా మైసప్ప దానికి పెద్ద fan at the same time నీ కరుణా డైలాగ్ అవును I'm so excited thank you భయ్య ఎందుకంటే మన వావ్ లో డైలాగ్ చెప్పడం నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది at the same time yeah so hmm. Happy నీతో hmm. చేయడం ఎందుకంటే అతను కూడా ఈ మధ్య ఎన్నో సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చేస్తున్నాడు సో hmm, శ్రీకాంత్ అయ్యం గారితో నువ్వు చేయడం సో ఏంటి క్యారెక్టర్ అయింది అయింది ఒక మంచి powerful character home minister home minister home minister okay so ఆయనది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఓకే బట్ సో ఏంటి అనేది కూడా అది మంచి హోల్డ్ uh, అవుతుంది ఆడియన్స్కి thriller Manju police director basically మా ఇద్దరికి లాకప్ డెత్ లో పరిచయం నాకు అప్పటికి ఫైట్స్ పెద్దగా రావు నేను తెలుగు ఇండస్ట్రీలో అందరి దగ్గర దెబ్బలు తినడమే తప్ప నేను ఎప్పుడే ఎవరిని కొట్టలే అలాంటిది కుంకుమ భాగ్య అయిన తర్వాత నేను లాకప్ డెత్ లో ఇలాగే పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలుగానే ఒక క్యారెక్టర్ సో ఇతనే లాకప్ లాకప్ లో చచ్చిపోతాడు దాని మీద దేవరాజు గారు హీరో అప్పుడు దేవరాజు గారు ఇన్వెస్టిగేషన్ అనమాట సో తెల్ల మంజు నేను ఫైట్కి వెళ్ళేటప్పటికి నా introduction fight you can cheat Karnataka police అనే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది చూస్తే సెటప్ మామూలుగా లేదు కొన్ని ఒక ఇరవై ఐదు కార్లు ఉన్నాయి ఒక యాభై మంది ఫైటర్స్ ఉన్నారు రాము గారు ప్రొడ్యూసర్ నాకేం అర్థం కాలేదు ఇది మన మీద ఇంత ఫైటా అని సార్ ఒకసారి కాల్ అటు ఈ కాల్ టచ్ ఈ కాల్ టచ్ పుట్టిన పుట్టిన ఒక పంచు ఫుల్ ఫుల్ ఫోర్స్ లేవు ఇది వచ్చా అని అడిగాడు నన్ను నేను ఈ లెవెల్లో చేసేప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కదా సో నేను కూడా పెట్టు చేయి పెట్టు అలా టచ్ చేయడం కొట్టడం సో ఇవన్నీ ఇవన్నీ చేసేటప్పటికి చాలా సార్ మనకి ఎందుకంటే ఏంటని ఇప్పటికీ don't believe one of the best fights in my career ఇది లాక్అప్ డెత్ ఫైట్ నువ్వు చూసుంటావు దూన్ ఫైట్ అంటాం ఇంకా అక్కడి నుంచి పోలీస్ స్టోరీ పోలీస్ స్టోరీలో కూడా అద్భుతమైన ఫైట్స్ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి డిఫరెంట్ డిఫరెంట్ ఫైట్స్ కనిపిస్తున్నాయి అవును అసలు ఏంటి ఫైట్ మాస్టర్ ఎవరు పృథ్వీ అని నాన్న ఓకే వెరీ యంగ్ కుర్రాడు ఓకే బట్ ఈ సినిమా పృథ్వీ నాకు ఎక్కడో యా యా నీకు చేసినట్టున్నాను ఇప్పుడు ఫుల్ బాటిల్ తనే చేస్తున్నాడు చేస్తున్నాడు నాకు సోలో ఫైట్ ఉంది అదే చెప్పాను ఎక్సైటెడ్ <laughs> ఓకే సో తనకి సో తను చేయడం తను రొమాంటిక్ అని సినిమాకి సింగిల్ గార్డ్ చేయడం పూరి గారి అబ్బాయి సినిమాలో దానికి మంచి పేరు రావడం సో అదే మా తర ఆ టైంలోనే తను ఆ బిజీ అవడం అంతా మంచి క్లారిటీ మంచి సేఫ్టీ చాలా బాగా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ఇంకా ఫైట్లు చేస్తున్నామంటే మా మాస్టర్లు కానీ మాతో పనిచేసిన ఫైటర్స్ కానీ ఇప్పుడు అందరూ చాలా మంది మాస్టర్లు అయిపోయారు వాళ్ళు ఎన్నో సేఫ్టీలు తీసుకునేవారు ప్లస్ ఆ రోజుల్లో మాకు ఈ ఫెసిలిటీస్ కూడా లేవు రోపులు కానీ ఇవన్నీ బట్ స్టిల్ స్ట్రెయిన్ అయ్యాం ఆ స్ట్రెయిన్ లో కూడా ఒక ఆనందం ఉంది ఈ రోజుకి మనం ఇంకా ఎనర్జీ ఉంది అంటే వాళ్ళే కారణం బేసిక్ గా మనకి twenty four crafts twenty four crafts అందరూ నేను మనకి పికప్ చేసే రాధాకృష్ణన్ ఇచ్చి నాకు ఫుడ్ పెట్టి మనకు ఫుడ్ పెట్టి జగదీష్ దగ్గర నుంచి అందరూ ఇన్వాల్వ్ అయితేనే సినిమా ఇది ఈజీగా ఏదో డైరెక్టరు డైరెక్టరు లేదా ప్రొడ్యూసర్ అనకూడదు మన hmm. ఇరవై నాలుగు క్రాఫ్ట్లు ఇన్వాల్వ్ అలాగే నాకు ఫైటర్స్ నేను యాజ్ అ హీరో ఒక ఐదు వందల ఫైట్లు చేసుకుంటాను hmm, hmm, ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు పళని మాస్టర్ దగ్గర ఫైట్స్ నేర్చుకున్నావు తర్వాత you are very good gymnast అలాగే you are very good skater and you are Lawrence master వాళ్ళ దగ్గర డాన్స్ నేర్చుకుని అదొక్కటే నువ్వు నాకంటే ముందున్నావు డాన్స్ hmm. ఒకటే నాకు భయం కానీ ఏదో రోజు ఒక సాంగ్ చేసి పర్వాలేదు అది నాన్న అనిపించుకోవాలనుంది ఉంది నాకు ఒక సాంగ్ చేసి అది ఎప్పుడు చేస్తానో తెలియదు okay so at the same time ఎన్ని ఫైట్స్ మేజర్గా అంటే ఒక three four three four action box ఉంటాయి బట్ అప్పుడు యాక్షన్ అయితే బ్యాక్ డ్రాప్లో ఉంటూనే ఉంటుంది okay so congrats uh, Prithvi ఎందుకంటే నీ గురించి ఆల్రెడీ చెప్పాడు hmm. సో మనం కూడా వర్క్ చేస్తున్నాం సో తీసుమార్కా నీకు కూడా మా థ్రిల్లర్ మంజుకి వచ్చిన బ్రేక్ లాగా hmm. నీకు కూడా బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయా అసలు ఈ సినిమాలో ఒక మంచి సాంగ్స్ మంచి ఫైట్స్ మంచి క్యాస్టింగ్ మంచి టెక్నీషియన్స్ సో ఇవన్నీ కుదిరాయి hmm, సో ఇప్పుడు ఫైనల్ గా ఏదున్నా nineteenth nineteenth August nineteenth where all fingers cross fingers cross ప్రతి <laughs> సినిమాకి ఆ ప్రసవ వేదన తప్పదు బట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు నేనేమో పోలీస్ స్టేషన్ కి చాలా భయపడుతున్నా బట్ నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు ఎంత భయం ఉంది ఎంత టెన్షన్ ఉంది మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి మిక్స్డ్ <laughs> కొన్నిసార్లు ఏమో బాగుంటుందని కొన్నిసార్లు ఏమో ఏంటి ఏంటి ఏంటి అని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒకటి ఒకటి మాత్రం సినిమా ఎవరైనా ఫుల్ ఫ్లెజ్డ్ గా తిరుపతి రెడ్డి గారు చూశారు అవునవును ఆయన ఏమన్నారు ఆయనకు బాగుంది బాగా అనిపించింది అండి బాగా అనిపించింది మా మా టీంలో అందరు కూడా చూసిన వాళ్ళందరూ కూడా బాగుంది అనే ఫీలింగ్ లోనే ఉన్నాం సో బయట వాళ్ళు కూడా ఎవరో కొంతమంది ప్రొడ్యూసర్ ఎవరు చూసినట్టు అవును మా మా శ్రీకాంత్ అని చెప్పి మా బుర్రకథ ప్రొడ్యూసర్ చూసాడు ఏమన్నారు తనకి బాగా నచ్చింది బాగుంది నిన్ను ఇలా చూడాలనుకుంటున్నాను అలా చూశాను సో ఐ వాంటెడ్ యూ నిన్ను ఇలా ప్రెసెంట్ చేయాలి ఇలాంటి సినిమాలు ఇంకా ఎక్కువ చేయాలి అన్నట్టు కూడా మెసేజ్ పెట్టాడు I wanted I want you నిన్ను ఇలా ప్రెసెంట్ చేసే డైరెక్టర్స్ తోనే నువ్వు పని చేయాలంటే ఓకే ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి కమర్షియల్ ఎలివేషను కమర్షియల్ హీరో చాలా అవసరం తర్వాత మీరు you can do lot of experiments but నాకేమైపోయిందంటే నాకు ట్యాగ్ లైన్ అయిపోయింది లైక్ అగ్ని ట్యాగ్ లైన్ అయిపోయింది నేను ఇంకా అన్ని యూ డోంట్ బిలీవ్ నీకు తెలిసే ఉండాలి నైన్టీ సిక్స్ నుంచి two thousand two two thousand three లోపల యాభై సినిమాలు హీరోగా చేశాను నేను యాభై సినిమాలు ఎందుకంటే నాకు పాటలు ఉండేవి కావు హీరోయిన్ ఉండేది కాదు శుభ్రంగా డైలాగులు చెప్పడం ఫైట్లు చేయడం డైలాగులు చెప్పడం ఫైట్లు చేయడం సో అలాగా నీకు కూడా వాళ్ళు నిజంగా ద గ్రేట్ మన వాళ్ళు నిన్ను hmm. ఆశీర్వదించారు నువ్వు ప్రేమ కావాలి అని రావడం hmm. వాళ్ళు ఆశీర్వదించడం so thanks to Venkat garu again hmm. అచ్చిరెడ్డి గారు విజయ్ భాస్కర్ గారు చోట హోల్ టీమ్ ఆఫ్ ప్రేమ గారు కూడా నాకు టీజర్ చూసి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసి చాలా బాగుంది గాడ్ బ్లెస్ యూ నాన్న అన్నారు very good very good so మన అదృష్టం అది నాన్న దగ్గర నుంచి మొదలైంది నాన్న అవ్వచ్చు నేను అవ్వచ్చు నువ్వు అవ్వచ్చు రవి అవ్వచ్చు అయ్యప్ప అవ్వచ్చు ఇప్పుడు అయ్యప్ప ఆల్సో రాకింగ్ కేజీఎఫ్ తర్వాత రాక్ చేస్తున్నాడు సో అఖండ కానీ ఇప్పుడు మొన్న బింబిసారా కానీ సో వీఆర్ ఆల్ బ్లెస్డ్ రా వీఆర్ ఆల్ బ్లెస్డ్ అందరూ వాళ్ళ మనుషుల్లో ఫీల్ అవుతారు మంచికి చెడుకి the whole industry is with us అలాగే నిన్ను నువ్వు మెగాస్టార్ ఫ్యాన్వి ఆయన నిన్ను బ్లెస్ చేశారు ఫస్ట్ డేనే నీ ఓపెనింగ్కి బాలయ్య బాబు రావడం నాగార్జున గారు రావడం వెంకటేష్ బాబు రావడం యంగ్ హీరోస్ అందరూ రావడం వీళ్ళందరూ రావడం నువ్వు వీఆర్ లైక్ ఎ ఫ్యామిలీ అందరం ఇప్పుడు సి అది ఉంటుంది నీ సినిమా నా సినిమా రిలీజ్ అయినప్పుడు నేను అదే ఎప్పుడు కోరుకుంటా అన్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా కూడా ఉండాలి అని సో అది మన మన మనకున్న మన hmm. ఫ్యామిలీకి ముఖ్యంగా hmm. Industry hmm. ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ అందులో మన ఫ్యామిలీ అంటే అందరికీ ప్రేమే నేను ఎప్పుడు నీ అదృష్టం అది ఇప్పుడు నాకు ఎలాంటి అదృష్టం నాకు ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి నీ కూడా బ్లెస్సింగ్స్ ఉన్నాయి but at the same time అందరూ అందరూ ఈ సినిమా నాకు పరిచయం ఉన్న వాళ్ళు కానీ నాతో రోజు వర్క్లో జాయిన్ అవుతున్న వాళ్ళు కానీ కలిసి పనిచేస్తున్న వాళ్ళు కానీ అందరూ చాలా బాగున్నాయి స్టైల్ బాగుంది స్వాగ్ బాగుంది ఫీల్ బాగుంది తప్పకుండా ఆది మంచి సినిమా అవుతుంది అని ఒక పాజిటివ్ వైబ్రేషనే ఉంది సో ఆ పాజిటివ్ వైబ్రేషన్ తప్పకుండా రేపు ఎందుకంటే మనం ఏం చేసినా మన ప్రయత్నం మనం చేస్తాం కానీ వాళ్ళ బ్లెస్సింగ్సే కావాలి అలాగే తిరుపతి రెడ్డి గారి విషయానికి వస్తే ఇవన్నీ వీటన్నిటికీ మూల స్తంభం ఆయనే తిరుపతి రెడ్డి గారు తిరుమల రెడ్డి గారు so as a producer the day one ఆయనే పిలిచారు మనం ఒక ప్రాజెక్ట్ ఐ థింక్ ఇంకో ప్రాజెక్ట్ కూడా అడ్వాన్స్ ఇచ్చినట్టున్నారు ఓకే సో గుడ్ నీ అదృష్టం కూడా అదే అది మన చేతుల్లో లేదు గుర్తుందా మనం సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని కలిసాం ప్రేమ కావాలి అయిన తర్వాత రజనీకాంత్ గారింటికి మన ఇద్దరం జ్యోతితో పాటు వెళ్ళడం జరిగింది జ్యోతి డాక్టర్ అనగానే మీ ఇద్దరికి ఆయన ఇద్దరికి రుద్రాక్షలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు హిట్ అయిపోతే కావాలని లేట్ చేసేస్తున్నారు ఫ్లాప్ అయిపోతే అసలు సినిమాలే చేయట్లేదు కూర్చుని పోతున్నారు అలా కుదరదమ్మా మన ప్రయత్నం మనం చేయాలి మనం చేసుకుంటూనే వెళ్తూ ఉండాలి ఏది ఆడుతుందో మనకే తెలియదు అని రజనీకాంత్ గారు నీకు చెప్పడం జరిగింది ఆఫ్టర్ ప్రేమ కావాలి యూ రిమంబర్ సో అలాగా మీరు కూడా నీ అదృష్టం ఏంటంటే irrespective of hits or flops ఈ స్టార్టెడ్ లైక్ ప్రేమ కావాలి పెద్ద హిట్ లవ్లీ హిట్ ఆ తర్వాత నువ్వు చేసిన ప్రతి సినిమా అమ్మ చెప్తుండేది మా అమ్మ బాబు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు బట్ నువ్వు ఆర్టిస్ట్గా ఫ్లాప్ అవ్వకూడదు నువ్వు ఎప్పుడు ఏ సినిమా అయినా నువ్వు త్రికరణ శుద్ధిగా మనసా వాచ నువ్వు సినిమాలు చేయాలి ఎందుకంటే వాళ్ళు కంటెంట్ బాగుండి సినిమా నచ్చితే బ్రహ్మరథం పట్టేస్తారు సినిమా బాగాలేదా అది మనం దానికి ఫీల్ అయిపోకర్ల మనం మనం we should rectify our selves ఏదో తప్పు జరిగింది అని మనం మారాలి ఎందుకంటే ముఖ్యంగా నువ్వు ఎంత సెన్సిటివ్ నాకు తెలుసు ఇప్పుడు యంగ్ హీరోస్ అందరూ అలాగే ఉన్నారు ఆల్ సెన్సిటివ్ మీరు ఫ్రైడే మార్నింగ్ ఇప్పుడు రివ్యూస్ కూడా నేను I don't blame any review writer ఒకరి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఒకటి నచ్చుతుంది నీకు ఒకటి నచ్చుతుంది అది రాసేటప్పుడు కానీ కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉంటే మంచి సినిమా చేసినప్పుడు వీ ఆల్సో ఫీల్ హ్యాపీ లేదంటే కొంచెం డిస్కరేజ్మెంట్ ఉంటుంది సో ఇవన్నీ పక్కన పెట్టి మీరు చేసే సినిమానే సో ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు లాంటి వాడు నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఒక సినిమా చేయాలనుకుని ఆయనకు ఆల్రెడీ ఒక కథ నచ్చలే ఆ కథ రిజెక్ట్ చేసి ఈ కథ మొదలెట్టారు మీరు సో అది క్లియర్ సో ఆయనకు అర్థమైపోయింది ఆ కథ నచ్చలేదు కాబట్టి కొత్త కథ ఈ కొత్త కథ నచ్చింది కాబట్టి తీసాడు సో ఆయన నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేసి ఈరోజు ఆయన్ని నమ్మి మీరందరూ చేసి ఎందుకంటే చెప్పడం వేరు తీయడం వేరు ఈరోజు ప్రమోట్ చేయడం వేరు అలాగే ఈరోజు డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ మాక్సిమం చేస్తున్నట్టున్నారు అలాగే మన పిఆర్ఓలు అలాగే నీకు సపోర్ట్ చేసే నీ స్టాఫ్ ఇప్పుడు మీ అందరికీ how how strong was Tirupathi Reddy గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పినట్టు ఇంత ఇన్వెస్ట్ చేయడం అది ఈ టైంలో at the same time you know ఆయన రా ముందుకు రావడం అండ్ ఆయన నమ్మడం ప్రాజెక్ట్ని ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు నాన్న ఏ విషయంలో కూడా ఇన్ఫాక్ట్ ఈ ఆర్టిస్ట్ వద్దుండే ఎందుకు ఇంకో మామూలుగా లేదు లేదు నాకు మంచి ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్టే పడాలి సో ఈ వీలే కావాలి అని చెప్పడం కానీ ఎక్విప్మెంట్ వైస్ కూడా మేము గోవాకి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ జిమ్మీ జిమ్మీ వద్దనుకున్నాం బట్ ఆయనే అన్నారు నాకు కావాలి రిచ్ కావాలి జిమ్మీ కావాలి ఆ జిమ్మీలో షార్ట్స్ వస్తే బాగుంటుంది అలా తీస్తే బాగుంటుంది సో ఇలాగా సో ఆయన ఆ విషయంలో కొంచెం ముందుకొచ్చి ప్రతి విషయంలో ఈ టు క్లాట్ ఆఫ్ ఇది సో అందరూ ఐ థింక్ ఈ సినిమా ఆయన ఆయనకు కూడా మంచి సక్సెస్ ఇచ్చే ఆయన విజన్ బ్యానర్స్కి ఆయనకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను great great great Teesmar Khan టెన్షన్గా ఉన్నాడు అంతేగా నైన్టీన్త్కి ఒక విధంగా అగ్ని పోలీస్ స్టోరీ టెన్షన్ కన్నా తీసుమార్ ఖాన్ టెన్షన్ అగ్నికి ఎక్కువ సో ఇంట్లో అందరూ కూడా అమ్మ దగ్గర నుంచి అందరూ టెన్షన్గా ఉన్నారు నీ చెల్లి మొన్న రాఖీ కట్టింది సో డాక్టర్ జ్యోతి అలాగే బాబు పళ్ళు పిల్లలు అందరూ టెన్షన్గా ఉన్నారు సో అది శ్రీమతి గారు మా అరుణ ఎలా ఫీల్ అవుతుంది కూల్ గా ఉంది కూల్ గా ఉందా అయితే హిట్ నేను నార్మల్ గా అరుణ టెన్షన్ అవుతుంది తను కూల్ గా ఉంది నాకు తెలిసింది అరుణ సినిమా చూసిందా చూసింది అందుకనే కూల్ గా ఉంది అందుకే కదా కూల్ గా ఉంది లేదు సార్ కూల్ గా ఉంది దానికి ఏంటంటే కమర్షియల్ కమర్షియల్ ఫిలిం మనం ఏదైతే ప్రామిస్ చేసామో హండ్రెడ్ పర్సెంట్ అది డెలివర్ అవుతుంది తప్పకుండా మాసెస్ కి బాగా నచ్చుతుందన్న నమ్మకం ఓకే మన అందరికంటే టెన్షన్ పడుతుంది ఎవరు తెలుసా మన ఫ్యాన్స్ <laughs> వాళ్ళు ఏంటంటే నాకు మన వాట్సాప్ గ్రూపుల్లో రోజు వాళ్ళు కూడా మామూలుగా ప్రమోట్ చేయట్లే బాగా ప్రమోట్ చేస్తున్నారు సో ఫ్యాన్స్ మీ అందరికీ తప్పకుండా ఇది మంచి మాస్ సినిమా సో మీరు మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు నేను పోలీస్ స్టోరీ చేసేంత వరకు అలాంటి సినిమా చేయాలని కోరుకున్నారు పోలీస్ స్టోరీ దగ్గర నుంచి ఇంకా మనకి ఈ రోజు వరకు తిరగలేదు irrespective of whatever I'm doing ఆ పోలీస్ స్టోరీ ఇమేజ్తోనే ఇంకా అలాగే ఆది సో ఫ్యాన్స్కి ఏం చెప్పాలో చెప్పు so first of all fans అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు నేను నాకు మెసేజెస్ పెడుతున్నారు అన్నీ పెడుతున్నారు చాలా చాలా థ్యాంక్స్ తప్పకుండా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి సో ఎప్పుడు నాన్నగారిని ఎలా సపోర్ట్ చేశారు నన్ను కూడా అలానే సపోర్ట్ చేయాలి అగ్నిని ఎలా సపోర్ట్ చేశారు <laughs> మార్క్ అనుకుని అలానే సపోర్ట్ చేయాలి అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడు ఫస్ట్ ఫిలిం నుంచి అది నాన్నగారు అదృష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్లు సపోర్ట్ చేస్తారు ఆల్ హీరోస్ అందరూ కూడా కింద నేను ట్రైలర్ పెట్టినా టీజర్ పెట్టినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గారు మహేష్ బాబు గారు అలానే ఎన్టీఆర్ చరణ్ అల్లు అర్జున్ ఇలా అందరూ ప్రభాస్ గారు ఫ్యాన్స్ అందరూ అందరూ అందరూ ఆల్ హీరోస్ నన్ను సపోర్ట్ చేస్తారు సో తప్పకుండా ఖాన్ ఆగస్ట్ నైన్టీన్త్ రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు థియేటర్స్కి వచ్చి చూడండి ఎందుకంటే ఈ సినిమా కంప్లీట్ కమర్షియల్ ఫిలిం మంచి బీజిఎం ఉంటుంది మంచి సౌండ్ సిస్టమ్తో మంచి బీజిఎం మంచి high high elevation shots high voltage film లా చెప్పచ్చు ఇది so hundred percent theatrical film అందుకే థియేటర్స్కి వస్తున్నాం మేము అట్ ది సేమ్ టైం మళ్ళీ థియేట్రికల్ కల్చర్ మొదలైంది తెలుగు మళ్ళీ మనమే తీసుకొచ్చాం తెలుగు సినిమానే ఆగస్ట్ ఫిఫ్త్ బింబిసారా నుంచి మళ్ళీ ఇప్పుడు వరుసగా అన్ని హిట్లే అవుతున్నాయి సో ఇప్పుడు ఆగస్ట్ నైన్టీన్ తీసి మార్కాన్ని మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజెస్ మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలి okay at the same time yes అది చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఈసారి కూడా కలవడం కొంచెం కష్టమైంది తప్పకుండా తొందరలోనే తీస్మార్ ఖాన్ విజయోత్సవ సభలో కలుద్దాం సో ఆ విజయానికి మీరే మీరందరూ రావాలి చూడాలి తీస్మార్కాన్ని మా సినిమాని మా తిరుపతి రెడ్డి గారిని మా కళ్యాణ్ని మా యూనిట్ని ఆశీర్వదించాలి అలాగే మరి ఏంట్రా నేను అంత పవర్ఫుల్గా డైలాగ్ చెప్తే కనిపించే మూడు సింహాలు నువ్వేదో కామెడీగా చెప్పినట్టును నీకు ఇంకో విషయం తెలుసా కాకి చొక్కా అని సినిమా కాకి చొక్కా కాదు ఏదో మన రామ్ లక్ష్మణ్ హీరో ఖైదీ బ్రదర్స్ అందులో నేను మళ్ళీ పోలీస్ ఆఫీసర్ వచ్చిన టూత్ పిక్ సో మళ్ళీ పోలీస్ స్టోరీలా ఉండకూడదని చెప్పి సాగర్ గారు డైరెక్టర్ సో ఇది అడిగితే నన్ను చూస్తే భయపడిపోతుంటారు జర్నలిస్టులు అంతా పిలుస్తాను ఏమయ్యా నేనేమన్నా కనిపించే మూడు సింహాలు న్యాయానికి నీతికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహం ఏదా పోలీస్ అని ఏమన్నా డైలాగ్ చెప్పానా చెప్పలేదు కదా మరి ఎందుకు టెన్షన్ అని స్టార్ట్ అవుతుంది నా క్యారెక్టర్ నువ్వేమో అసలు డైలాగ్ మర్చిపోయినట్టు నటించావండి ఏంటి అసలు కిండల్ ఏం చేయలేదు కదా అగ్నిని అగ్నిని కిండల్ చేస్తేనే వాళ్ళు ఒప్పుకోరు ఏమి చేయలేదు <laughs> స్టైల్ చెప్పావు నువ్వు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి అదేంటది ప్రతిరూపాలైతే కనిపించని నాలుగో సింహమేరాయి పోలీస్ ఓకే సో చాలా ఆనందంగా ఉంది తప్పకుండా విన్నారు కదా వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది నేను కూడా మీ అంతే ఎక్సైటెడ్గా ఉన్నాను సో థియేటర్స్కి రండి చూడండి don't miss Teesmar Khan in August nineteenth yes ఏం కళ్యాణ్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చా ఇంపార్టెంట్ పర్సన్స్ ఏందా రేపు నైన్టీన్త్ సినిమా రిలీజ్ పెట్టుకొని నువ్వు ఇక్కడ తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెట్టడం ఏమో నువ్వు ఇంత కూల్గా ఉన్నావు నాకు టెన్షన్ ఉందా గుడ్ గుడ్ గుడ్ గుడ్ మరి ఈ విషయం చెప్పు బాబు సర్ప్రైజ్ సో <laughs> నేనే తీస్మార్ ఖాన్ సపోర్ట్ కోసం అగ్ని వచ్చాడు అనమాట so <laughs> Agni for Teesmar Khan ninety six లో రిలీజ్ అయింది పోయా సో అప్పుడు ఫుల్ టెన్షన్ మీ అభిమాని సార్ ఆ సినిమా చూసే విషయం కూడా ఆలోచిస్తే ఇప్పుడు నీకు thirty six thirty five thirty six thirty age గురించి కాదురా నా పోలీస్ అదే ఏజ్ అయింది అవునా అదే నాకు ట్వంటీ ఫోర్ మాది నైన్టీన్ మంత్ మారింది అంతే అయితే ఇది company police story original August లో రిలీజ్ అయింది I think Telugu December nineteen release అయింది and advance congratulations but the same time మనకి మనకున్న టెన్షన్ మనకున్న భయం ఉంటుంది సో వాళ్ళందరూ థియేటర్స్కి రావాలి చూడాలి మీరు ఆల్రెడీ సినిమా చూశారు మీరు ఎన్నో ఇంటర్వ్యూల్లో తప్పకుండా మీరు డిసప్పాయింట్ అవ్వరని చెప్తున్నారు సో మీరు సిన్సియర్గా అగ్నికి చెప్పండి తీస్మార్ ఖాన్ ఎలా ఉంది ఇది um, మంచి ఒక లెవెల్లో ఉంటుంది సార్ పోలీస్ మీరు నాకు నాకు నచ్చిన సీన్ మీద చూశాను అందుకుంచే ఫాదర్ దగ్గర కొడుకు అనిపించుకున్నాడు <laughs> నాకు దగ్గర సినిమా వచ్చేసింది ఓకే సో మీకు నిజంగా ఎందుకంటే మీరు కథను నమ్మి తర్వాత ఆది హీరోగా ఒక బ్రహ్మాండమైన casting at the same time Kalyan Kalyan so Kalyan already మన రెండు మంచి సినిమాలు చేశాడు hmm. కానీ ఫస్ట్ టైం కమర్షియల్ సినిమా చేయడం సో కళ్యాణ్ సో అగ్నిని చూసావు తీస్మార్ ఖాన్ ని చూసావు సో తీస్మార్ ఖాన్ గురించి ఏం చెప్పదలుచుకున్నావు ah. అంతేనా ఏమో ఆయన బ్రహ్మాండం ఉంటున్నాడు నువ్వు ర్యాంపేజ్ అంటున్నావు నాకు సో మేము నలుగురం కలిసి మేము నలుగురం కలిసి ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నాం సినిమా చూస్తున్నాం మీరు రండి థియేటర్లో సినిమా చూడండి don't miss This one Markhan in theaters on August 19. 19.